ఇంకా టీచర్ రాలేదురా ఈరోజు ఏం ప్రశ్నలు అడుగుతారో ఏంటో అక్క నన్ను మధ్యలో కూర్చుంటా కూర్చోరా తమ్ము నీకెవరేట అన్నారు నిన్న హోంవర్క్ ఇచ్చిన కదా అందరూ చేశారు కదా చేశాం టీచర్ చరిస్మ స్టాండప్ ఏంటి మేడం పాలిచ్చిన జంతు పేరు చెప్పు ఆవు మేడం సిడమ్ సాయి స్టాండప్ పక్షి పేరు చెప్పు కోడి మేడం పాలు గుడ్డిచ్చిన జంతువు పేరు చెప్పు మరే మరే అంగల్వాడి టీచర్ మేడం <laughs>